నరవానరం గుర్తొచ్చి నేను అనుకుంటూనే ఉన్నాను రా ఆ కోతి గీకిన దగ్గర నుంచి నీలో చాలా మార్పులు వచ్చినాయి నెల్లి వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను ఇంకో నాలుగు ఇప్పిస్తాను ఏంటి ఇంజెక్షన్లు అమ్మో అవేం వద్దు నువ్వు లోపలికి వెళ్ళి సిగరెట్లు అబ్బా ఎవడో బంగారం లాంటి నా మొక్క తొక్కేశాడు దొంగ పీనుగ్గాడు ఛీ మీరే సార్ వర్షంలో తుఫాన్లో వచ్చారు ఎవరిని ఎవరిని నువ్వు దొంగ పీనుగా అంటున్నావు మా అంజిగాడిని ఆంజనేయులు ఇప్పుడే నాకు వీధిలో ఎదురయ్యాడు ఇంట్లో లేడు కదా అదే సార్ నేను చెప్పేది పొట్ట నిండా టిఫిన్ మెక్కి నా మొక్కలు దొక్కుంటూ వీధిలోకి వెళ్ళాడు అసలు ఏం జరిగిందంటే ఏదో కబుర్లు చెప్పకు అయినా అసలు నీకు ఇల్లు ఇచ్చే ముందు ఏం చెప్పాను ఏం చెప్పారు రాత్రి తొమ్మిది గంటల కల్లా పడుకోవాలని చెప్పానా లేదా నేను ఎనిమిదిన్నర కల్లా పడుకున్నాను కదా ఎప్పుడు మొన్న మధ్య ఓవరాక్షన్ చేయకు నిన్న అర్ధరాత్రి నువ్వు పెరట్లో నిలబడి ఎవరో పొట్టి వ్యక్తితో మాట్లాడుతుండడం నేను నైట్ డ్యూటీ నుంచి వచ్చి చూసా మీరు నడుచుకుంటూ వస్తూ చూసారా సార్ కాదు కేబుల్ టీవీలో లైవ్ చూసా వేధవ నాటకాలు ఆడొద్దు అసలు ఏం జరిగిందంటే మంచిగడు సిగరెట్ కోసం పొలనుచ్చుకుని అరే మళ్ళీ ఆంజనేయులు అంటావు సార్ నేను చెప్పేది వినండి సార్ మంచిగడు సిగరెట్ కోసం పొలనుచ్చుకుని నన్ను పొడిచాడు సిగరెట్ ఒక్కపడ ఉండు ముందు మీ యావండ బిలు నీ సంగతి ఏమిటో ఇప్పుడే తెలిచేస్తా సార్ ఇంతకాలం ఈ విషయాలు ఏమీ తెలియకుండా మా ఆవిని మేనేజ్ చేసుకుంటూ వచ్చాను దాని బుర్రలో ఏమీ లేదు సార్ మీరు ఎవరిని ఎక్కించారనుకోండి నా బతుకు ప్లాట్ఫామే సరే ఈసారి వదిలేస్తున్నాను మళ్ళీ రేపొచ్చి చూస్తాను మళ్ళీ ఇలాంటిది నా కంట పడిందో మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా చెప్పాక మీ కంట్లో నేను ఎందుకు పడతాను సార్ పన్ను అలాగే గొడుగు దొంగసొచ్చినాడు ఏమైందమ్మో ఏంటి విషయం ఇంట్లో ఎందుకు వచ్చాడు ఏముంది రాత్రి తొమ్మిది గంటల తర్వాత మన ఇంట్లో లైట్ ఎరిగిందంట అలా ఎందుకు వెలిగింది ఇంకొకసారి వెలిగిందంటే బాగుండదు అని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాడు ఏం చేస్తాను చెప్పు అడ్జస్ట్ అయిపోవాలి అయినా ఇంత తక్కువ వదిలే ఇంత మంచుల్లో ఎక్కడైనా దొరుకుతుందా అయినా సరే వీడికి నేను బాగా లోకు అయిపోయాను వీడి ఇంకొకసారి రాత్రులు రాత్రులే కాదు పగలు కూడా తిరగకుండా ఏర్పాటు చేస్తాను చూడు ఇంకా పడుకోరా అబ్బా నువ్వు పడుకో నాకు నిద్ర రావట్లేదు సరే మీ ఇష్టం ఓరి బాబా చర్రగౌడ ఒకటి కాదు రెండు గారు నన్ను వదిలిపెట్టండి తొందరపడి మీ వేషం కట్టేశాను నన్ను వదిలేయండి ఒరే అంజి నువ్వా ఒరే అమృతం నువ్వా ఏంట్రా ఈ వేషం ఏం చెప్పమంటావురా రోజు రోజుకి మన హౌస్ వానరగాడు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి కదా ఈ నరవానరం పుకార్లు ఉండగానే వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇద్దామని ఈ వేషం వేశాను ఇచ్చాను దెబ్బకి వెదవ ఇక్కడి నుంచి రాత్రులే కాదు పగలు కూడా చెక్కింగ్ రాడు <laughs> భలేగా కుదిరించావురా వాడి తిక్కంతా నువ్వేంటిలా ఏం చెప్పమంటావు అసలు ఆ చచ్చు వెధవ గురించే ఇదంతా వచ్చింది అంటే నువ్వు సింహాచలం వెళ్ళావు చూడు ఆ, ముందు రోజు రాత్రి నేను ఇంటర్నేషనల్ గార్మెంట్స్ డిజైన్ చేద్దామని ఎఫ్టీవీ చూస్తున్నా ఓ శాంత పడుకుందాం రమ్మంటే నేను రాను షో అయిన తర్వాతే వస్తానని చెప్పాను రే శాంత ఎంతో నెమ్మదొస్తున్నారని మీరంతా అనుకుంటున్నారు కదా తన మాట లెక్క చేయకపోతే అంతే సంగతులు ఏం చేసింది మీద పడి ఒళ్ళంతా రక్కి గీరి నన్ను బయటికి తోసేసి గొళ్ళెం పెట్టేసింది అయ్యో ఒళ్ళంతా రక్కులతో నేను గుమ్మంలోనే పడుకున్నాను తెల్లారేసరికి శటగోపంగాడు శటగోపం ఆడేవుడు శటగోపంగాడంటే ఆడేరా ఇంటి ఓనరు వాడొచ్చి నన్ను లేపాడు నా ఒంటి నిండా గాయాల్ని చూసి ఏమిటిది అని అడిగాడు శాంత రక్కిందని చెప్తే ఊరంతా టముకేస్తాడని నా పరువు తీసేస్తాడని భయవేసి నరవానరం కథ చెప్పాను వాడి ఈ కథని టముకేసాడు మరి ఈ వేషం ఎందుకురా ఎందుకేంటి టీవీలో ఆ కమిషనర్ గాడు ఈ నరవానరం పుకారు లేవదీసిన వాణ్ణి పట్టుకుంటా ఉంటే భయమేసి ఆ పుకారు నిజం చేద్దామని నీ చేతిలో ఒళ్ళు హోనం చేయించుకున్నా అది సంగతి ఒరే ఇంకా మనకి వీటితో పనే ఉందిరా ఇసిరే పద ఎంత అమృతరావు మీకు అర్జెంట్ గా విషయం చెప్పాలయ్యా ఏంటి సార్ ఏం లేదు నరవానరం ఒకటి అనుకుంటాం కదా ఒకటి కాదయ్యా రెండు అమ్మా. రాత్రి నా మీద పడి నా ముఖం అంతా రక్కే కావాలంటే చూడండి అందుకని రాత్రులు బయట తిరగొద్దు అలాగే రాత్రులే కాదు పగలు కూడా బయట తిరగొద్దు జాగ్రత్త మీరు మీరు జాగ్రత్త మా వాడి ఉద్దేశం ఏంటంటే కోతి గీకేస్తుంది కదండి పాయిజన్ ఎక్కేస్తుంది హాస్పిటల్ డాక్టర్ అలాగేనయ్యా వస్తాను మంచిది జాగ్రత్త బయటికి రాకండి మీరు రాకండి అయ్యో బాబాయ్ అప్పుడే పిల్లలు కూడా పెట్టేసింది